ఓం శ్రీ మమ కోటాగ్రే నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్కృత నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో okay so what do call political కొజ్జ కేసీఆర్ తిరుపముండ కొడుకు న్యాయమూర్తుల భర్తీతో అందరికీ న్యాయం కాదురా దున్నపోతు మీద వడగళ్ళ వాళ్ళగా వడగళ్ళ వాళ్ళు పడి పంటలు నష్టమవుతున్నాయంట కొజ్జాలు ఎంజా కొడకల్లారా ఎప్పుడు రా వదిలేసిపోతారు అమ్మ కోటాగ్రా ఈ తుర్కముండ కొడుకు షర్మిల దగ్గర నీడు జగన్ ఫీల్డ్ అంట టీవీలు పొమ్మేస్తాం ఐదు వందల కోట్లు అంట నా ఐదు వందల కోట్లు ఇవ్వడానికి లంచ కొడుకులు ప్లాట్ మీద కూడా పనులు వేస్తారు మూతి మీద బుద్ధితే ముప్పై రెండు పళ్ళు రాలిపోవాలి ఈ రికార్డు రూమ్ కొద్దిగా ఉండకూడదు కేసీఆర్ గారు చీఫ్ జస్టిస్ గారు నూకపాటి గరికిపాటి కూడా మంత్రం వేసి చచ్చిపోవాలి ఈ లంజ కొడుకులు దోపిడీ దొంగల చదువులు విద్యా సంస్థ మార్చేశారు దోపిడీ దొంగలు Rahul Tripathi eighty seventy one runs కొట్టాడంట తురకమండ కొడుకు సో ఏంటది ఈ తురకమండ కొడుకులకి చూశారు కదా nature is revenging on political Kujja, KCR uh, Modi and this and పోలీసులు ఎదుట ఆఫ్ఘనిస్తాన్ సుర్కముండ కొడుకు సర్దార్ ఆఫ్ఘనిస్తాన్ పఠాన్ పటేల్ పోలీస్ అక్కడ ఇక్కడేమో పెళ్లి సంబరాలు లంజ కొడుకులు కోట్లు తినేసి వీళ్ళ వీళ్ళ వల్ల పోలీసుల వల్ల వీడేమో పురుగు మందు తాగి చచ్చిపోయాడు ఇది వీడు ఇక్కడికి జనరేటర్ సప్లై చేసి ఉండొచ్చు కదా generator supplier thirty six age కొండ భర్త ఎంపీటీసీ సభ్యురాలు చెన్నూరు ఎంపీటీసీ సభ్యురాలు కాటం నాగమణి భర్త కొండ బాబు థర్టీ సిక్స్ జనరేటర్ అద్దెకు ఇస్తుంటాడు ఓకే డబ్బులు రాక ఈడు టూ ల్యాక్స్ అప్పు చేసేసి అప్పు తీర్చలేక పోలీసులు వస్తే ఫోర్ ట్వంటీ చార్జ్ తీసి అది ఫోర్ ట్వంటీ కేసు కొద్దిగా కేసీఆర్ గడి మీద మోదీ గడి మీద రాహుల్ గాంధీ కదా పెట్టాలి కదా ఈ తుర్కాలంతా కూడా పన్నెండు వందల సంవత్సరాల క్రితం వచ్చారు ఇవన్నీ షిప్పులతో కుమ్మేస్తాను ఇప్పుడు తుర్కలంచి కొడుకు ఒకడు బొల్లెట్ బండి వేసుకుని నన్ను కుమ్ముతాడంట బీజేపీ తుర్కన కొడుకు యూపీఏ ఎన్డీఏ తుర్కముండా బాస్టర్ సో కారు టైర్ పేలి డిప్యూటీ కలెక్టర్ సహా ఇద్దరు మృతి తమిళనాడులో ఘటన RK Nagar I was there, now, Jebomani Mohan Raj, uh, Jebomani Jahangir Raju Gandhi, Gandhi blast case CB officer. This RK Nagar deputy collector lady died, and 11 A category wives of Prophet Muhammad. Okay, so what do you call Ponduru 11? Ayala Gopika Mruti Chindindi. 11 years female girl also died. Sri Krishna का गोपिका भी मर गई 11 साल वाली A category wives. बारह बी कैटेगरी की ఎన్ ఎన్ఐటి వసతి గృహంలో కాకినాడ విద్యార్థిని ఆత్మహత్య బీస్ సాల్ వాలి లడికిని ఆత్మహత్య కర్ది సౌమ్యాదేవి చెందిన కాకినాడకు చెందిన సౌమ్యాదేవి తిరుచి ఎన్ఐటి ప్రాంగణంలో వసతి గృహంలో ఉంటూ ఇంజనీరింగ్ సివిల్ రెండో ఏడాది చదువుతోంది ఈమె గదిలో అథ్లీట్ అయిన తరువాత తిరువాయూర్ చెందిన దక్షిణ కూడా ఉంటుంది దీక్షణ కూడా ఉంటుంది గురువారం సెలవు కావడంతో దీక్షణ బయటకు వెళ్ళింది సౌమ్యాదేవి మాత్రమే గదిలో ఉంది రాత్రి వసతి గృహంలో వచ్చి దక్షిణ గది తలుపులు తట్టింది ఎంతసేపటికి తెలియలేదు అప్పుడు okay so why this girl has committed suicide in this is also RK Nagar okay Chennai and this is also RK Nagar. So you should, uh, what do you call, Jabumani Mohan Raj must take up this case and fight or find out why this girl from AP has committed suicide in the NIT. Okay. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో వార్త బొజ్జ కేసీఆర్ కూడా పది నా డబ్బులు చెల్లించడానికి ప్రజల దగ్గర డబ్బులు తింటున్నారు పది రూపాయలు పెంచేసి షేమాన్ దుర్గముండ కొడుకుల బాస్టడిజం క్విట్ అమ్మ కోటాగ్రామ్ నేను కొద్దిగా కేసీఆర్ గారు విభజన ఆపడానికి TRS dot ORG dot IN website కొన్నా ఆ కొద్దిగా కేసీఆర్ గారి తొమ్మిది జిల్లాలు దెంగబెట్టి ఇప్పుడు ఇడేమో NRI TDP dot com this is what is Islamic bastardism so fight for freedom of అమ్మ కోటాగ్రా న్యాయ వ్యవస్థ ప్రభావితం చేసేందుకే కోర్టుల్లో చోరీ అంటే ఫైళ్ళు కూడా దొరకకుండా దొంగతనం చేసేస్తున్నారు లంజా కొడుకులు Islamic bastardism police bastardism fight against these things don't join IAS IPS officers okay you will die in this కొజ్జ KCR tyre blast case like this deputy collector okay I I order all in in response of her death I order all government employees to resign with resign effect and i demand okay 11 one, thou- one lakh 11111 fellows including the but that bastard who today uh, गुद्दमित तंत्र बीजेपी कार्यकर्ता गांड भर गया पाँच सौ तेरी औकात है रे पाँच सौ करोड़ का बोल के he will criticize me uh, near Saraswati Circle and they will do global warming bike rallies. Uh, so these are Islamic uh, bastardism. Okay. So fight for freedom of అమ్మ కోటాగ్రా ఓం శ్రీ అమ్మ అని హైదరాబాద్ కూడా కొట్టుకుపోతుంది వరదల్లో ఆల్రెడీ బ్రహ్మం గారు రాసేశారు కందుకూరి జాల సో వాట్ కాల్ ఇంకా ship in mining mafia missiles is getting how much scam this control Modi is doing Modi వించి రాహుల్ గాంధీ అయోధ్యను సందర్శన ఉపరాష్ట్రపతి ఎల్పీ అవతారము మదర్ ఫాదర్ మర్డర్ అయిపోయి లంచముండ వ్యవస్థ వల్ల ఉమ్, బామ్మర్దిని మర్డర్ చేసింది లంచకుడు six hundred murder record Jahangir Rajiv Gandhi blast case CB officer who murdered Sunanda Pushkar where was Rahul Gandhi when Sunanda Pushkar was murdered. And these Christian bastards are still staying in this country. when Britishers have been sent, how come Christianity is staying in this country? Huh? This is Islamic bastard, the gandhi So, Turkumunda koduko Afghan, the kingdom of Saudi Arabia, Komati sa huh? Das Gadi. Okay? So, Das Reddy, nepotism, Murdabad, Murdabad. You always see that. 1200 years back, these scoundrels came without wives on horses They occupied our quota spots. So that's why I'm telling fight for freedom of Amma Kotagra. This S.P. Balasubramaniam is also dead. Okay. With my, what they call uh, sanctioning is death. Okay. He is dead. Hmm? vahini madinanda pranam illi hmm? taking uh, ಪುಷ್ಕರಾಲು bath అండ్ ప్రాణహిత పుష్కరాల్లో అపశృతి so one person is dead taking bath okay ఈ నెల పదమూడున ఇంటి నుంచి బయలుదేరారు aluminium mining mafia thirteen that what the call thirty nine years person is dead okay Someshwar అంతర్చిత్రం మృతదేహం భర్త రోధిస్తున్న భార్య Sumalatha so fight for freedom of అమ్మ కోటాగ్రా ओम श्री मम्म कोट नम I ask where is Mayawati five thousand crore black money you bastards of Islam okay quit अम्मा कोटाग्र with how many wife daughters you have you के take them dig and take away all the buildings Taj Mahal quit अम्मा कोटाग्र what is the boundary of Bharat do you know scoundrel of India तुर्क मुंडा कोडका जै Syed Shah Sunni Modi you came without wife eleven hundred years back twelve hundred years back ओम श्री मम्मा कोटा ग्रेन नम fight against Islamic UPA a तुर्कमुंडा bastardism democracy dacoitry okay dacoits of India limited fight for freedom of अम्मा कोटा ग्रेन ఓటర్ లిస్ట్లోంచి తీశారు ఈ అమ్మాయికి ఏమో చున్నీ లేదు యూట్యూబర్ అయ్యిందంట న్యూస్ లీడర్ కావాలనుకుని పేరు ఏదో Jyoti Jyotsna so what do call and this fellow this Maithili T twenty already what do call that cricketer బెడ్రూమ్లో శ్రీశాంత్ గారి బెడ్రూమ్లో అర్ధరాత్రి నిప్పు వచ్చి అంటుకుపోయింది he will die and his wife will become a widow like Jahangir, Sonia Gandhi British queen so So careful before you turn turn as widow so ఋషికొండపై నైన్ పాయింట్ ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్ట్ అంట పాపం అంటే దించేశారు మా మొత్తం సెట్ శ్రీనివాస్ని దొరకకుండా దొరకలేదు ఆటోవాడి ఆల్రెడీ స్కూటర్ కాలిపోయింది తమిళనాడులో ఇప్పుడు బస్సు అంట బస్సు కూడా కాలిపోతే కానీ బస్సులో ప్రయాణికులు అంతా కాలిపోతే కానీ వీళ్ళు ఎంచగొడుకులు బుద్ధులు రావు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ కోటగా గ్లాస్ వీక్ అయిపోయి మంటలు వచ్చాయంట ఏడుగురికి సప్తచక్రాల ఫస్ట్ ఏడుగురికి రామ్దిల్లి ఓకే అనకాపల్లి జిల్లా మంటలు గాయాలు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ వీడి దగ్గర గోల్డ్ కొనాలా సిఎంఆర్లో వెళ్ళి నిన్న వీడియోలో చెప్పాను కదా కొజ్జా కేసీఆర్ గారు నైన్ మంత్స్ ముందు ఎలక్షన్ పెట్టించుకుని సారా వాళ్ళు ఓట్లు ఎవరికి కావాలరా పిహెచ్డీలు ఇవ్వరు నోబెల్ ప్రైజ్లు ఇవ్వరు థర్టీన్ ఇయర్స్ అయితే జాబ్ లేకుండా చేసి దొంగలంచ కొడుకులు కాగితం ముక్కల గురించి తుర్కుముండ Islamic currency fight for freedom of అమ్మ కోటాగ్రా ఓం శ్రీమ్ అమ్మ కోటాగ్రా స్వీట్ అమ్మ కోటాగ్రా ఇవి తుర్కుముండ బాస్టర్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుర్కా సలాం బాస్టర్డ్ ఓకే నీ నిన్ను ఎర్రగడ్డలో కైమ కొట్టి టిన్ ప్యాకింగ్ చేసి బ్రిటిష్ రానికి పంపించాలి ఓకేనా నిన్ను నీ కొడుకుని తుర్కముండ నీ వల్లే చచ్చిపోయిందిరా తుర్కముండ కొడక కేసీఆర్ ఎలక్షన్ సింబల్ కదా కారు పేలిపోయి ఏం రా సూరారాం శ్రీనివాస్ చూసావు కదా వీడియో ఎవిడెన్స్ ఇట్లా నాకు ఇంకా ఏడు వేలు ఎప్పుడు ఇస్తావు నువ్వు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కంట పన్నేస్తాడంట మూతి మీద గుద్దితే చెయ్యి లూజ్ మోషన్ కావాలి లంజ కొడుకులో ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ